Hello students welcome to achievers academy achievers academy ఛానల్లో తిరిగి అందరికీ స్వాగతం ఈరోజు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఒక మాడ్యూల్ని మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాము ఆ మాడ్యూల్నే మనం ఏమంటామంటే మ్యాప్ మ్యాప్ అంటే ఏంటంటే mains achievement program map is nothing but mains achievement program okay so ఈ మ్యాప్లో భాగంగా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ uh, ఒక ఫార్మాట్స్ లైక్ uh, ఎస్ఏ రైటింగ్కి ఏ ఫార్మాట్ ఉండాలి మొత్తం మీరు మెయిన్స్లో చూసుకున్నట్లయితే మెయిన్స్లో మనకు మొత్తం కలిపి సిక్స్ పేపర్స్ ఉంటాయి there are a total of six papers in our mains examination okay దాంట్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి ఎస్ఏకి సంబంధించినటువంటి పేపర్ ఇది నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి హిస్టరీ అండ్ జాగ్రఫీ అని చెప్పుకొని పేపర్ త్రీ వచ్చేసి పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి పేపరు పేపర్ ఫోర్ వచ్చేసి ఎకనామిక్ సంబంధించింది పేపర్ ఫైవ్కి సం వచ్చింది ఏంటంటే sorry paper five is dealing about science and tech and data interpretation paper six వచ్చేసి it is dealing with the Telangana movement and state formation so ఈ కంప్లీట్ ఐడియా అంటే ఏదైతే మనకు సిలబస్లో ఏరియాస్ని మెన్షన్ చేస్తున్నారో ఆ అన్ని ఏరియాస్కి కూడా మనం చూడాల్సినటువంటి సెన్స్ ఏంటంటే ఇది డిస్క్రిప్టివ్ సెన్స్లో మనం చూడవలసి ఉంటుంది సో ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అసలు ఎలా మనం చూడాలి how to look at the frameworks అంటే ఒక ఎస్ఏ ఏ రకంగా రాయాలి ఆన్సర్ ఏ రకంగా రాయాలి అని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్స్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనము ఈ లెక్చర్ సిరీస్లో మనం చేస్తాము so this complete module will give you all the insights that are essential or required to give to write a essay or else to write a answer all together so first of all ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మా వ్యూవర్స్ అందరికీ కూడా I wish you all a very congratulations ఎందుకనంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్రాస్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ లెవెల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు okay so first of all ఈ మ్యాప్ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ని మీ ముందుకు తెస్తున్నది నేను నా పేరు Shravan Sambrani okay so first thing first and the foremost important thing మా answer writing okay answer writing లేదా ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ అన్నది ఒక పేపర్ అది కూడా ఒక రైటింగ్ కిందనే మనం చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి ఈ సిక్స్ పేపర్స్ మొత్తం ఎన్ని పేపర్స్ ఇచ్చిన నాన్న ఇక్కడ అంటే సిక్స్ పేపర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆరు పేపర్లకు సంబంధించినటువంటి మాస్టరింగ్ కనుక మనం చేస్తే ఆన్సర్ రైటింగ్ అనేటువంటి స్కిల్ని కనుక మనం డెవలప్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మనకు ఒక పాజిటివ్ ఎడ్జ్ అనేది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి okay so answer writing is definitely a skill okay so ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నిందో that was a common thing which every one of you are aware అంటే అందరికీ కూడా తెలిసినటువంటి ఒక కామన్ విషయంగానే దాన్ని మనం చెప్పుకోవచ్చు కానీ whenever we speak about answer writing this is a skill ఈ ఆన్సర్ రైటింగ్ అనేటువంటి అనేటటువంటి కాంపనెంట్లో ఈ స్కిల్ ఎంతమందిలో టీఎస్పిఎస్సి పరీక్షించబోతుంది నాన్న అంటే ఇది దాదాపు ఇరవై ఐదు వేల మందిలో ఈ స్కిల్ని చెక్ చేయబోతుంది ఎవాల్యుయేట్ చేయబోతుంది అంటే మీరు ఏది రాసినా కూడా ఈ ఇరవై ఐదు వేల మందిలో నుండి స్కిల్ అంటే ఎక్ extraordinary skill extraordinary content ఉన్నటువంటి ఐదు వందల ప్లస్ మందిని దీంట్లో సెలెక్ట్ చేయబోతా ఉన్నారు so as competition is huge ఇక్కడ కూడా మెయిన్స్ అనేటువంటి లెవెల్కి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా definitely no doubt competition is huge కానీ ఇంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకు మనం చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ని అందరూ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది ఆ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒకే ఒక కాంపనెంట్ని మనము ఈరోజు నుండి ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుండి మాట్లాడబోతా ఉన్నాము first and the foremost scene second ఏంటనంటే మీరు అందరూ కూడా ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ కానీ ఒక ఎఫెక్టివ్ ఎస్సే కానీ మీరు ఎప్పుడు రాసుంటారు నాన్న అంటే మీ గ్రాడ్యుయేషన్లో ఫైనల్గా రాసుంటారు ఓకే గ్రాడ్యుయేషన్లో ఎలా రాస్తుండే అంటే ఏది రాసినా కూడా నడిచిపోతుండే <laughs> అంటే అందులో మీరు పాటలు రాసిన రోజులు ఉంటాయి కథలు రాసిన రోజులు ఉంటాయి అసలు ఏమీ రాయని రోజులు కూడా ఉండే ఉంటాయి ఎస్ కానీ గ్రాడ్యుయేషన్లో మీరు రాసినటువంటి ఆన్సర్ రైటింగ్ అన్నది బహుశా అది స్కిల్ కాదు it is not a skill all together clear అదేంటంటే మీ గ్రాడ్యుయేషన్ టైంలో మీరు రాసింది ఒక డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఒక డిగ్రీ కోసం మీరు రాస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మీరు టీఎస్పిఎస్సి లెవెల్లో మీరు ఏదైతే ఆన్సర్ రాయబోతా ఉన్నారో ఇది ఒక డిగ్రీ కోసం రాయట్లేదు ఇది మీరు మీ జీవితం కోసం it you are writing for your life ఇది గుర్తుపెట్టుకోండి you are writing it for your life అంటే ఇది సిమి సింపుల్గా నేను చెప్పాలని అంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు it is a do or die situation మనం అందరికీ కూడా ఆ స్కిల్ అన్నది ఆన్సర్ రైటింగ్ అన్నటువంటి ఒక ఫోకస్ అన్నది డెఫినెట్గా ఎన్హాన్స్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది ఓకే సో ఫస్ట్లీ <clears throat> ఈ స్కిల్ రావాలనంటే ఎస్ సార్ స్కిల్ అని చెప్తా ఉన్నారు ఇది రాయాలని కూడా మాకు తెలుసు ఇది మా లైఫ్ అని కూడా మాకు తెలుసు కానీ how to begin how to quick start okay అసలు మనము క్విక్ స్టార్ట్ ఎలా చేయాలి అన్నటువంటి ఒక పాయింట్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాము హౌ టు క్విక్ స్టార్ట్ అంటే స్టార్ట్ చేయడానికి మీకు కావలసినటువంటి క్విక్ స్టార్ట్కి సంబంధించినటువంటి ఇగ్నిషన్ మీకు కావాల్సి ఉంటుంది ఎందుకనంటే ఒక రాకెట్ని ఎంత పైకి పంపించాలన్నా అంతరిక్షంలోకి పంపించాలనంటే మనకు కావాల్సింది ఇగ్నిషన్ కావాలా ఆ రాకెట్ మోటార్ అనేది మనకు కావాల్సి ఉంటుంది సో మీరు కూడా ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ని అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి first and the foremost important thing ఏంటంటే నాన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏం కావాలి మీకు ఇంట్రెస్ట్ మీకు ఇష్టమైన కష్టమైన నచ్చిన నచ్చకపోయినా ఈ క్షణంలో నుండే మీరు ఆన్సర్ రైటింగ్ని ప్రారంభించవలసి ఉంటుంది ఇంతకుముందు రాసినరా ఇంతకుముందు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రాసినారా లేదా యూపీఎస్సి మెయిన్స్ రాసినారా కీప్ ఇట్ ఆల్ అసైడ్ అవన్నీ పక్కన పెట్టేసేయండి కానీ ఈ సందర్భంలో ఈ సమయంలో మీకు కావాల్సినది ఏంది నాన్న అంటే ద ఇంట్రెస్ట్ ఓకే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇంట్రెస్ట్ అన్నది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిస్టరీ ఆబ్జెక్టివ్లో చాలా బాగా తెలుసు నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఇండియాస్ ఇండిపెండెన్స్ వరకు కంప్లీట్ హిస్టరీ నాకు తెలుసు కానీ అది తెలిసినప్పటికీ కూడా అది ఎలా ప్రజెంట్ చేయాలి how to present that particular essay how to present that particular answer that demand has to be understood okay ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు ఏం కావాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే second and the foremost important thing content మీకు రావాలి ఓకే కంటెంట్ అన్నది మీకు బ్రెయిన్లో ఇన్బిల్ట్ ఉండాలి అది ఎలా ఫ్రేమ్ చేయాలి ఏం చేయాలి అన్నీ కూడా నేను చెప్తాను కానీ the content whatever is required in all the papers అది ఎస్ఏ రాస్తున్నారా పేపర్ టూ రాస్తున్నారా హిస్టరీ జాగ్రఫీ అలాంటివి పేపర్ త్రీ రాస్తున్నారా పేపర్ ఫోర్ రాస్తున్నారా వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అన్నది అంటే బేసిక్స్ అన్నవి ఇన్బిల్ట్ ఉండి ఉండాలి for example you have a very good skill expressive skill అనేది చాలా బాగుంది ప్రజెంటేషన్ స్కిల్ అనేది చాలా బాగుంది కానీ క్వశ్చన్ అడిగారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మీకు ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏందో తెలియదు you don't know the historical concept ఆ దాని యొక్క చరిత్ర మీకు తెలియనప్పుడు definitely you cannot we cannot expect that you will be writing a good answer అందుకోసమే సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలా సెకండ్ ఏముండాలంటే కంటెంట్ ఉండాలి తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం కూడా నాకు నచ్చుతుంది సార్ కానీ దానికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ డేటా ఏ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఏ డేట్స్లో ఏ ఈవెంట్స్ జరిగినాయి ఏ రాజకీయ పార్టీలు వచ్చినాయి ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చింది ఎటువంటి నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎటువంటి ఉద్యమాలు జరిగినాయి ఎటువంటి పెండౌన్ కార్యక్రమాలు జరిగినాయి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీకు కనుక ఆ నాలెడ్జ్ ఇన్బిల్ట్ కంటెంట్ అన్నది లేకపోతే ప్రజెంటేషన్ కష్టం కంటెంట్ ఉన్న సార్ నా దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఉన్నది then presentation will be very very easier for you గుర్తుంచుకోవాలమ్మా presentation will be easy for you second point ఏం చెప్పినా నేను content should always be there third important point ఈ క్విక్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ ఒక ఒక వంట మనం చేయాలంటే అన్ని రా మెట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొని పోతే ఎట్లయితే వంట చేసుకోగలుగుతామో సిమిలర్గా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయని చేసే కంటే ముందు మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి అవి అవి మనము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము చూడండి ఫస్ట్ ఏం చెప్పినా నేను ఇంట్రెస్ట్ ఉండాలా సెకండ్ ఏం చెప్పినా కంటెంట్ ఉండాలా ఓకే తర్వాత మీకేం కావాలంటే ఫ్రేమ్వర్క్స్ ఫ్రేమ్వర్క్స్ ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే <clears throat> ప్రతి ఒక్కదానికి కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీఎస్పిఎస్సి అని చెప్తున్నాను టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినారు ఓకే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి మీరు ఆబ్జెక్టివ్ స్కిల్ అనేది మీ దగ్గర ఉన్నది you already have that objective skill inbuilt with you people no doubt at all కానీ ఇంకొకటి ఆబ్జెక్టివ్ మీరు ప్రతి ఫ్రేమ్వర్క్ కూడా మీకు తెలుసుంటుంది అంటే ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ క్వశ్చన్ ఎట్లా వస్తాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏబీ సిడి ఈ రకంగా ఆప్షన్లు ఉంటాయి లేదంటే వన్ లైనర్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు నాలుగు లైనర్ క్వశ్చన్లు ఇవ్వచ్చు ఓకే అదొక టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ సిమిలర్గా నేదర్ నార్ కాన్సెప్ట్లో క్వశ్చన్లు అడుగు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని క్లియర్ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్ రీజనింగ్ అని చెప్పి both A and R are correct but R is not a correct explanation of A లేదంటే A is true but R is false ఈ రకంగా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఓకే ఏం చెప్పిన నేను ఒక లైట్ క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని నాలుగు ఆప్షన్లు ఇవ్వడము లేదంటే నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఏబిసిడి ఆప్షన్లు ఇవ్వడం లేదంటే ఆర్గ్యుమెంట్ అజంప్షన్ రీజనింగ్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం ఈ రకంగా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ మీరు ఆబ్జెక్టివ్లో చదువుకొని ఉంటారు దాని ప్రాక్టీస్ కూడా మీరు చేసి ఉంటారు సిమిలర్గా మెయిన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ మనము ఫాలో కావాల్సి ఉంటుంది కానీ నేను ఫ్రేమ్వర్క్స్ అంటే చాలా మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అవసరం లేదమ్మా ఇక్కడ ఫ్రేమ్వర్క్ అంటే ఒకటి రెండే రకాలు మనం చూస్తాము ఒకటి ఎస్ఏకి ఒక రకమైన ఫ్రేమ్వర్క్ మనం చూసుకుందాం ఆన్సర్ రైటింగ్కి ఒక రకమైన ఫ్రేమ్వర్క్ మనం చూద్దాం okay we will have one kind of a framework for essay and another kind of a framework for answer writing ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ అన్ని పేపర్లు అంటే పేపర్ టూ నుండి పేపర్ టూ పేపర్ సిక్స్ వరకు ఒక ఒకే రకమైన ఫ్రేమ్వర్క్ నేను ఇస్తాను పేపర్ వన్కి సంబంధించి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ నేను ఇస్తాను ఆ ఫ్రేమ్వర్క్ కూడా మీకు తెలియాలి ఓకే ఫ్రేమ్వర్క్ కూడా వచ్చేస్తుంది సార్ దాని తర్వాత ఏం చేయాలా అంటే ఎస్ ఫ్రేమ్వర్క్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే directly will be your presentation okay presentation తెలియాలి ఫ్రేమ్వర్క్ అంటే దీంట్లో ఈ ఈ బాక్స్ ఒక బాక్స్ మనం దించుకుంటాం ఒక బాక్స్ మనం డ్రా చేసుకుంటాం దాంట్లో ఇంట్రొడక్షన్ ఉండాలా లేదంటే థీసిస్ స్టేట్మెంట్ ఉండాలా కన్క్లూజన్ అన్నది ఉండాలా సో ఆ రకంగా ఆ బాక్స్లో ఏది ఫిట్ అవుతుందో అది మాత్రమే మనం రాసుకుంటాం అది మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం అదే ఎస్ఏకి అయితే మల్టిపుల్ డైమెన్షన్స్ మనం కవర్ చేయాలి ఆ టైటిల్కి సంబంధించి సోషల్ యాంగిల్ ఏంటి ఎకనామిక్ యాంగిల్ ఏంది పొలిటికల్ యాంగిల్ ఏంది జోగ్రఫికల్ యాంగిల్ ఏంది ఎన్విరాన్మెంటల్ యాంగిల్ ఏంది ఈ రకంగా మల్టీ డైమెన్షన్స్ని మనం కవర్ చేసుకుంటాం సో ఆ ప్రజెంటేషన్ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంతమంది ప్రజెంటేషన్ అంటే కంటెంట్ సేమే for example role of Mahatma Gandhi మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిరమ్మా role of Mahatma Gandhi in India's national movement okay role of Mahatma Gandhi in India's national movement ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిరంటే మీరు ఏం చేస్తారు ఆల్మోస్ట్ మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి హిస్టరీ నాకేం తెలుసో మీ అందరికీ కూడా అదే తెలుసు యువర్ వెరీ డిఫరెంట్ మీరు ఎక్కడ కూడా డిఫరెంట్ అయితే కాదు కానీ ఏది డిఫరెంట్ అవుతుందని అంటే ఈ ఐదు వందల మూడు మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళు ఈ ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది ఎవరైతే రిజెక్ట్ అవుతారో వీళ్ళు వీళ్ళిద్దరు చదువుకున్నటువంటి హిస్టరీ ఒకటే వీళ్ళిద్దరు చదువుకున్న పాలిటీ ఒకటే వీళ్ళిద్దరు చదువుకున్న జాగ్రఫీ ఒకటే వీళ్ళిద్దరు చదువుకున్న ఎకనామీ కూడా ఒకటే కానీ ఈ ఐదు వందల మూడు మంది సెలెక్ట్ అయ్యారు మిగిలిన వాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు దానికి గల కారణం ఏమిటి అని అంటే గుర్తుంచుకోవాలి మిత్రులారా అందరూ కూడా ప్రజెంటేషన్ ఒక్కొక్కరి యొక్క ప్రజెంటేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది నా ప్రజెంటేషన్ ఒక రకంగా ఉండొచ్చు మీ ప్రజెంటేషన్ ఒక రకంగా ఉండొచ్చు కానీ కంటెంట్ మాత్రం same to same El Nino La Nina గురించి ప్రతి ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులు కూడా అదే పాయింట్ చదివింటారు ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్ గురించి ఇరవై ఐదు వేల మంది అదే కాన్సెప్ట్ చదువుంటారు తెలంగాణ మూమెంట్ గురించి ఇరవై ఐదు వేల మంది ఒకే పుస్తకాన్ని చదువుంటారు కానీ వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ అన్నది వేరువేరుగా మారిపోతూ ఉంటుంది సో ఆ ప్రజెంటేషనే మీకు ఒక పాజిటివ్ ఎడ్జ్గా మారనుంది ఆ ప్రజెంటేషన్ స్కిల్ని కూడా మనం నేర్చుకుందాం ఓకే ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్తాను అది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి మీకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అసలు ఆ క్వశ్చన్లో మిమ్మల్ని ఏం అడుగుతున్నారు what is expected from you demand of the question అన్న పాయింట్ని కూడా ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే దాని అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ फॉर एग्जांपल एक स्टेटमेंट చూడండి Mahatma Gandhi is the person who brought non violence in India okay ఒక స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చి Mahatma Gandhi is the person who brought non violence in India అని చెప్పి రాసి evaluate the non-violence movement across the world. Question ఇలా అడిగినారు for example Mahatma Gandhi is the person who brought non-violence in India. Evaluate the non-violent movements across the world. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి నాన్ వైలెంట్ మూమెంట్స్ని ఎవాల్యుయేట్ చేయమని చెప్పినారు ఇలా చెప్పినట్లయితే ఒకే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నామా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అసలు ఈ ఫస్ట్ లైన్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో మళ్ళీ జాగ్రత్త చెప్తున్నా వినండి ఫస్ట్ లైన్ ఇక్కడ మనం ఏదైతే రాసుకున్నామో Mahatma Gandhi is the person who brought non violence to India ఈ ద అసలు క్వశ్చనే కాదు this is not a question at all question మీద ఏంటంటే evaluate the role of Mahatma Gandhi evaluate the non violent movements across the world ఇది మాత్రమే క్వశ్చను అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మటుకే మనం రాయాలి మహా ఇదేంది ఇది టీఎస్పిఎస్సి మిమ్మల్ని ట్రాప్లో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ ట్రాప్లో తప్పకుండా మీరు పడకూడదు you should not fall into that particular trap అర్థమైందా అంటే మీ ఎవరు ఎవరు అందరూ కూడా మహాత్మా గాంధీ యొక్క కాంట్రిబ్యూషన్ మహాత్మా గాంధీ ఏం చేసినాడు నాన్ వయలెన్స్ యాక్టివిటీస్ ఏమేమి తీసుకొచ్చినాడు అని మొత్తం రెండు వందలు మూడు వందల వర్డ్లు దానికి సంబంధించి రాస్తూ ఉంటారు కానీ అది మిస్టేక్ అవుతుంది ఎందుకు అనంటే మీరు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అర్థం చేసుకోలేదు కనుక డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అనంటే సో ఈ ప్రజెంటేషన్ అన్నది డెఫినెట్లీ ఒక కేక్ వాక్గా మీకు మారుతుంది మారుతుంది ఒక ఈజియెస్ట్ ఆప్షన్గా కూడా మీకు మారుతుంది అని చెప్పి ఇక్కడనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా నేను మనకు కావాల్సినటువంటి అంటే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలన్నా ఎస్ఐ రైటింగ్ స్టార్ట్ చేయాలన్నా మనకు కావాల్సినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటిదనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి కంటెంట్ ఉండాలి ఫ్రేమ్వర్క్స్ రావాలి ఆల్సో ప్రజెంటేషన్ అన్నది మీకు తెలియాలి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో కూడా మీరు తప్పకుండా అర్థం చేసుకోగలగాలి ఈ కాంపనెంట్స్ కనుక మీలో నరనరాల్లో మెదులుతాయి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంటెంట్ నెక్స్ట్ కో వీడియోస్ ఏవైతే మీకు రాబోతూ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండవచ్చు సో ఈ interest content framework presentation and demand of the question ఇది అర్థం చేసుకున్నాక next I will be teaching you different kinds of frameworks అంటే ఏ ఏ కాంపనెంట్కి ఎస్ఏ ఎలా రాయాలి దానికి సంబంధించి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ మాట్లాడుకుందాం ఆన్సర్స్ ఎలా రాయాలి దానికి సంబంధించి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ని మనం మాట్లాడుకుందాము సో ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో will be beginning with our essay topic essay గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం